Dog cookies entrance test on first May two thousand three ఎన్నాళ్ళకి డాగ్ సెట్ నోటిఫికేషన్ పడింది మళ్ళీని ఈ గోల్డెన్ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవాలి ఎస్ ఈ యాడ్ కానీ అమృతం చూశాడంటే తప్పకుండా ఎగ్జామ్ రాస్తానంటాడు నాకు అనవసరంగా ఇంకో పోటీదారు గుడ్ మార్నింగ్ బాస్ <laughs> పొద్దున్నే కాలకృత్యాలు టిఫిన్లు కాఫీలు అన్ని పూర్తి అన్నీ అయినాయి వెరీ గుడ్ న్యూస్ పేపర్ ఇది ఇవాళ ఇంకా న్యూస్ పేపర్ రాలేదు అమృతం కౌంటర్ లో ఉందేమో చూద్దాం నేను చూశాను కనపడలేదు నాకు ఇవాళ ఇంకా ఎందుకు వెళ్ళేదో పొద్దున్న వేసి వెళ్ళిపోయేవాడే వాళ్ళు ఎందుకు వెళ్ళేదో ఏమో ఎక్కడ తేలి టేబుల్ కింద పెడదాం ఆంజలి ఇంట్లో పెడదాం సర్వం సర్వం బస్ అదే న్యూస్ పేపర్ వచ్చిందా ఇందాకే చెప్పాను కదా రాలేదని మళ్ళీ అడుగుతా పెట్టి వస్తే నాకు చెప్తారుగా చెప్తాను మహాప్రభు చెప్తాను ఈయన బీపీ తగలే న్యూస్ పేపర్ అడిగితే ఇంటి పేపర్ అడిగినట్టు కంగారు పడతాడు సర్వం నిన్ను చూస్తే ఆకలి మొదలవుతుందిరా ఏదైనా వేసి పెట్టరా ఒరే ఇప్పుడే ఏడందుకురా రెడీగా పార్సల్ ఉంది కదా పట్రా దోశల్లో మిక్స్ అయ్యి భలే సేఫ్ అయింది నా పేపరు రే సర్వే ఇందాక ఇక్కడ నాలుగు ఉండాలి కదా ఇప్పుడు మూడే ఉన్నాయి అమృతం సార్ వాడు అడిగితే ఇప్పుడే ఒకటి ఇచ్చానండి అమృతమా బాబాయ్ బాబాయ్ మీకోసం వస్తున్నాను నాకోసమా దానికంటే మీ మనసును దోచుకునే విషయం ఒకటి చెప్తాను వినండి ఏంటది స్విట్జర్లాండ్ లో సెటిల్ అయ్యే సువర్ణ అవకాశం ఒకటి వచ్చింది ఇలా చూడండి చూసారా స్విట్జర్లాండ్ అనగానే చలికి ఎలా ఉడికిపోతున్నారు స్విట్జర్లాండ్ ఏంటి చలి ఏంటి సార్ దీంట్లో చూడండి డాక్ సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వేశాడు దీన్ని కనుక రాసి పాస్ అయితే స్విట్జర్లాండ్లో సిఇఓ ఉద్యోగం క్వార్టర్స్ కారు పదివేల జీతం మొత్తం చదివేశావా మీరు చదవండి ఇద్దరు అప్లై చేద్దాం అక్కర్లేదు అంటే మీరు యాడ్ ఆల్రెడీ చూసారా నేను అటువంటి చెత్త ఆటలు పట్టించుకోను చెత్త ఏమిటండి లేకపోతే ఏంటో అమృతం ఏదో జీవితంలో మూడు దోసులు ఆరు సెట్ దోసులతో సెటిల్ అయిపోయాం ఇప్పుడు ఆ సెట్ ఈ సెట్ అవసరమా మీ సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాయాలని డిసైడ్ అయిపోయాను అయిపోయావా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఏమిటండి లెక్కలో ఐదు వందలు తేడా వస్తుంది నువ్వే కదా నేను డీడీ కట్టాలని తీసుకున్నావు చూడండి నిన్న కదా ఐదు వందలు తీసుకున్నాను మళ్ళీ ఎందుకు తేడా వస్తుంది ఒక రోజు తీసుకున్న పాపానికి రోజు తేడా వస్తుందా లేదా మీరేమైనా డాక్ సెట్ తీసుకెళ్ళారా నేను నేనెందుకు కడతాను మాట అంటే మాటే ఇలా నేను లెక్కడతాను ఇంకోసారి ఐదు వందలు ఎట్టి నాకు ఆరు వందలు తేడా వచ్చింది సరిగ్గా లెక్క పెట్టుకో ఆరు వందలంటే ఐదు వందల కంటే తక్కువ అమౌంట్ ఇంకెక్కువ కదా అయినా ఎందుకు తేడా వచ్చిందని పొరపాటున ఎవరో కస్టమర్కి ఎక్కువ చిల్లర ఇచ్చేసి ఉంటాను కావాలంటే నా అకౌంట్లో రాసుకో ఆరు వందలను నేను వస్తా వాట్ డాక్ సెట్ బుక్స్ కావాలా అవును సార్ అన్ని వాల్యూమ్స్ కావాలి కష్టం ఏమిటి అన్నీ ఒక్కసారి చదవడం కాదు అన్నీ దొరకటం ఎందుకు సార్ నిన్ననే ఒక వ్యక్తి వచ్చి అన్ని బుక్స్ తీసుకెళ్ళాడు వాట్ సారీ అన్ని వాల్యూమ్స్ తీసుకెళ్ళిపోయాడా సిటీలో టాక్సెట్ రాస్తుంది ఒక్కడే అనుకున్నానే ఇంకో వ్యక్తి ఉన్నాడా విచిత్రంగా ఉంది నిన్నొచ్చిన అతను కూడా సరిగ్గా ఇదే అన్నాడు అలా అన్నాడా ఎవడై ఉంటాడు వ్యక్తి అనవాళ్ళు చెప్పగలరా సఫారీ డ్రెస్ వేసుకొని వచ్చాడు చిన్న బ్యాంకు పెద్ద ట్యాంకు సుమోలా ఉంటాడా ఎగ్జాక్ట్లీ సఫారీ వేసుకున్న సుమోలా ఉన్నాడు సార్ పోనీ పప్పి కిట్ అయినా దొరకదా <laughs> ఓకే <laughs> ఏమిటి కొత్తగా తెలుగు నేర్చుకుంటున్నట్టున్నారు మాతృభాషపై మమకారం పెంచుకుంటున్నాను అలాగా కొంచెం నేను కూడా పెంచుకుంటాను ఆ భైరవం అంటే ఏమిటో కాస్త చూసి చెప్తారా దానికి చూడాల్సిన పనే ఉంది కుక్క ఓహో సునకం అది కుక్కే కుక్కుటం అనగానేమి కుక్కుటమా అలా ఆకాశం వంక కాదు అందులో చూస్తే తెలుస్తుంది ఇందులో అసలు కాని అక్షరం మీద అర్థాలే లేవు ఏ అది తెలుగు నిఘంటూ కాదా ఇందులో అర్థం పర్థం లేని మాటలకు ఉండవు ఏది నన్ను చూడండి ఇలా ఓహో తెలుగు నిఘంటూలో బ్రౌన్ ధర చరిత్ర ఇంగ్లీష్లో వచ్చేసారా బ్రౌన్ ధర బయోగ్రఫీ కాదు బౌబో హిస్టరీ ఆరు వందలు తేడా వచ్చిందన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది అవును నేను కూడా డాగ్ సెట్ కి అవుతున్నాను మొన్న మనం కలిసి రాద్దామంటే అది చెత్త నేను రాయనన్నారు అప్పటికీ అది రాయకూడదు అనుకున్నాను కరెక్ట్ నువ్వు రాయకూడదు అనుకున్నాడు ఇదిగో అమ్మాయి నువ్వు కాస్త తగ్గుతావా నిన్న రాత్రి అమెరికా నుంచి ఫోన్ చేసి నేను కనుక ఈ టెస్ట్ పాస్ అయితే మళ్ళీ రిక్రూట్ చేసుకుంటా అన్నారు మన బెన్సన్ అండ్ టికెన్ చోళ్ళు అలా తీసుకున్న వాళ్ళు అయితే అప్పుడెందుకు తీసారు అప్పటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ మారిపోయారు ఇప్పుడు అది రివర్స్ అయింది రివర్సా ఇప్పుడు అది డికెన్సన్ అండ్ బెన్సన్ అయింది నేను పాస్ అయితే నన్ను తీసుకుంటారు కదా నిన్న డెఫినెట్ గా తీసుకుంటారు కాబట్టి మీరు లైబ్రరీ నుంచి గుత్తంగా తీసుకొచ్చిన పుస్తకాల్లో కొన్ని నాకిస్తే నేను కూడా చదువుకుంటాను అలా చేయటానికి కుదరదు లైబ్రరీ నుంచి ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్లే చదువుకోవాలని రూలు కావాలంటే నేను రిటర్న్ చేశాక నువ్వు తెచ్చుకుని చదువుకో సరే ఎప్పుడు రిటర్న్ చేస్తారు ఏప్రిల్ ముప్పై సాయంత్రం ఆరు గంటలకి ఓకే ఇది అన్యాయం మొదటి రోజు ఎగ్జామినేషన్స్ నేను ఎప్పుడు చదువుకోవాలి నువ్వు ఊరుకో బావా మనం ఐసెట్ కోర్టులో కంప్లైంట్ ఇద్దాం tribunal for all CETs EAMCET TET CET E CET law CET MBA CET MCA CET K CET IIT CET dog CET pick CET monkey CET ETC CET అదేం సెట్ అది కూడా తెలియకుండా హై సెట్ లో కంప్లైంట్ చేయడానికి వచ్చావే ఈటీసీ e సెట్ అంటే ఎట్సెట్రా సెట్ అని అడార్ అడార్ ఇరుపక్షాల వాదనలో విన్న తర్వాత అమృతానికే అన్యాయం జరుగుతుందని గ్రహించి డాక్ సెట్ చదివే సమయాన్ని సమానంగా విభజించడమైనదే ఈ రోజు నుండి పగలంతా అంబుజనాభం రాత్రంతా అమృతం ఈ పుస్తకాలు చదవలను అమృతం <laughs> మొన్నేదో సరదాగా నీకు పుస్తకాలు ఇవ్వనన్నాను గాని నువ్వు పరీక్ష రాస్తానంటే నాకు మాత్రం ఆనందం కాదు ఇదిగో నువ్వు రాత్రంతా హుషారుగా చదివి బాగా తలకెక్కించుకోవాలి ఈ పాలు తాగు బాస్ ఈ పాల గ్లాస్ లాంటి తెల్లటి మీ హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయా కుడి <laughs> ఎడమైతే Oră patule doi చదువుకోవాలి ఇంకా లోపలికి వెళ్ళి పడుకో రాత్రంతా బాగా కష్టపడినట్టున్నావు ఏంటి బావా బాగా చదువుకుంటున్నావా అదేమిటో రాత్రంతా చదువుకోవాలని పొద్దునంతా నిద్రపోతున్నాను రాత్రి పుస్తకం తెరిచేసరికి నిద్ర దానంతా అదే వచ్చేస్తుంది అదేమిటో నాకు అర్థం కావట్లా సో రోజు మత్తు మందిచి మా బావని మోసం అనమాట అదేం కాదు మీ బావకి బలం కోసం కొంచెం పాలలో చూర్ణ కలుపుతున్నానంతే తన బలం కోసమో నీ లాభం కోసమో ఐసెట్ జడ్ చెప్తాడు ఇక నుండి ఎవరూ మోసానికి పాల్పడకుండా కంబైన్డ్ స్టడీ చేయమని తీర్పిస్తున్నాను ఇలాగైతే ఎలాగండి నాకు కనపడాలి కదా కనిపించకపోతే వెనకాలకు వచ్చి నిలబడి చదువుకో ఇదిగో ఇల్రా ఇట్రా ఇలా వచ్చి ఇక్కడ నిలబడు ఇక్కడ నిలబడు ఇక్కడ నిలబడి చదువుకో ఇది దాటొచ్చామంటే కుదరదు Thank you. The dog has four stomachs and one leg అదేమిటి ఒక్క కుక్కకి నాలుగు పొట్టలు కేవలం ఒకే ఒక్కలా ఉండదే the dog has one stomach and four legs అది కరెక్ట్ Huh. నేను ఆ పేజ్ చదవలేదు బైనాక్లర్స్ సజెస్ట్ చేసుకోనివ్వండి అబ్బా ఏమిటండి ఏమిటి మీ దాదాగిరి నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే నా ఎగ్జామ్ రాయనిచ్చేయట్లేరు ఈసారి హైసెట్ కోర్టు కాదు ఏకంగా ఇంటర్నేషనల్ కోర్టుకి అపీల్ చేస్తాను మీకు హాల్ టికెట్ రాకుండా చేస్తాను మిమ్మల్ని ఎగ్జామినేషన్ రాయకుండా చేస్తాను మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను అమృతం నువ్వు ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా ఇలా దగ్గర రా చెప్తాను <laughs> నిన్ను అసలు చదువుకోనివ్వకూడదనే ఉద్దేశం నాకు అసలు లేనే లేదు మరి ఏదో చిన్న ఇబ్బంది కలిగిస్తున్నావని కొంచెం దూరం పెట్టానంతే ఇదిగో నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కాబట్టి రేపే నీకు ఇంకో డాగ్ సెట్ వాల్యూమ్ తీసుకొచ్చిస్తాను ఏక బిగిన్ చదివే అమృతరావు ఎస్ బాస్ <laughs> ఇదిగోనయ్యా నీ సెట్టు ఇక నువ్వు ప్రశాంతంగా హాయిగా చదువుకో ఏ బెస్ట్ ఆఫ్ లక్ É. హా అమ్మయ్య బుక్స్ అని తరోగా చదివేశాను ఇక ఎగ్జామ్ దుమ్ము దులిపేయచ్చు స్విట్జర్లాండ్ పోస్ట్ కా అదేంటి నువ్వు ప్రిపేర్ అయింది పిగ్జెట్ కా చిచి లేదు డాగ్ సెట్ కి మరిది పిక్సెట్ బుక్ కదా ఇంగ్లాండ్ లో మామూలుగా కుక్కలు కూడా బీఫ్ తిరిగి పిగ్లాగా అమ్మ బాసు సపరేట్ సెట్ నన్ను ఇలా మోసం చేస్తావా నేను ఈ పరీక్ష పాస్ అయినట్టే బాబోయ్ నువ్వేం భయపడకు బావా ఎగ్జామ్ ఎలా గట్టెక్కాలో నేను చెప్తాను కదా వెళ్ళడాలా నువ్వు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అండి అంబుజరామం పక్కనే Amrutham hall and hall ticket please ఈ హాల్ అండ్ హాల్ టికెట్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి మీరు పాస్ అయితే స్విట్జర్లాండ్ లేనప్పుడు మళ్ళీ చూపించాల్సి ఉంటుంది Bye. ఆన్సర్ షీట్ మీద హాల్ టికెట్ నెంబర్ వేయండి Hutch! Start writing now start writing now ఒక్కటే మార్గం సెలవు ఇవ్వండి మాల్ ప్రాక్టీస్ అంటే కాపీ కొట్టడం తనేం రాశాడో అదంతా జిరాక్స్ తీసినట్టు కాపీ కొట్టు Oh. Oh. <laughs> Silence! ఒకవేళ కాపీ కొట్టడం ఎట్టి పరిస్థితుల్లో వీలు కాలేదంటే నీకొచ్చింది రాయటమే తరుణోపాయం నువ్వేం చదివావో నీకేమొచ్చో అదంతా రాసాయి ఎక్స్క్యూజ్ మీ ఎస్ క్వశ్చన్ కొంచెం ఇవ్వండి పిక్సెట్టా ఇప్పుడు కొంచెం ప్లీజ్ థ్యాంక్ యూ ఇంకో ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉంది పిగ్ సెట్కి ఇంత ఆవిడ ఛే stop writing stop writing I said stop writing ఏంటయ్యా ఆపకుండా తెగ రాస్తున్నావు పిక్సెట్ పేపర్ నిన్న అయిపోయిందిగా ఇవాళ రాస్తున్నావు ఏంటి అమృతం ఇవాళ మన డాక్సెట్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ సైట్ ఓపెన్ చేయి ముందు ఎందుకు మీకొచ్చిన గొప్ప ర్యాంకులు చూపించి నన్ను ఎగతాళి చేయడానిక కాదు నీకొచ్చిన జీరో ర్యాంక్ చుట్టాను ఇదిగో హాల్ టికెట్ లే నేనన్నా చూసుకుంటాను ఇదిగో సార్ బాబు నిన్ను చూస్తే నాకు ఆకలి మొదలవుతున్నాయి ఏదైనా టిఫిన్ ఉండి పెట్టరా అక్కడ గ్యాస్ అయిపోయింది కిరసనాలు అయిపోయింది ఏం పెట్టి వెలిగించేది కట్టెలపై పెట్టాను వండించవయా అదే ఏం పెట్టి వెలిగించేది ఈ చిత్తు కాగితాలు పెట్టి నేను ఫెయిల్ అయ్యానా Ambujanabham gets minus twenty marks disasters performance copy కొట్టినా లాభం ఉండకపోను Amrutham gets ninety five marks first class నేను నమ్మను ప్రూఫ్ ఎలా గిల్లాలేమో కదా నేను నమ్మను అయితే నేను నమ్ముతాను please get your hall and all ticket compulsorily సర్వం అర్రే ఫైర్ ఫైర్ సర్వం fire fire fire fire engine fire engine సర్వం సర్వం ఫైర్ ఫైర్ అరే అర్రే కలుపుద్దు కలుపుద్దు ఫైర్ ఇంజనా అంబులెన్సా నేను ఈ డాగ్ సెట్లో పిక్ సెట్లో అప్సెట్ అయి ఉంటే కనీసం అడ్వైస్ కూడా ఇవ్వలేకుండా ఈ అంజిగాడు ఎక్కడ తెచ్చాడు ఆయన ఢిల్లీ వెళ్ళాడు అన్నయ్య ఢిల్లీయా ఎందుకు మంకీ సెట్ రాయడానికి